hi friends welcome to trend today YouTube channel మనం ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు రైతులకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటామంటూ కూడా సీఎం కేసీఆర్ అయితే ప్రకటించారు అయితే శుభవార్త ఏంటంటే రైతు బంధుకు సంబంధించి ఏడు వేల మూడు వందల కోట్లు విడుదల చేశారు సీఎం కేసీఆర్ అయితే ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఏడు వరకు కూడా రైతు బంధు సహాయం రైతులకు అందనుంది మొత్తం అనగా రెండు ఏడు వేల మూడు వందల కోట్లు విడుదల చేయాలని కూడా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు అయితే ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల అంటే వచ్చే సంవత్సరం జనవరి ఏడవ తారీఖు వరకు రైతు బంధు సహాయం అందించాలని కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రైతు బంధుపై ఆయన సమీక్ష సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు ఏడు వేల మూడు వందల కోట్లు విడుదల చేయాలని కూడా ఆర్థిక శాఖకు కేసీఆర్ సూచించిన నేపథ్యంలో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ కూడా రైతులకు ఇచ్చిన త్వరగా నెరవేర్చాలని కూడా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అన్నీ నెరవేర్చాలని కూడా కేసీఆర్ ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేయాలని తెలిపారు తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులందరికీ కూడా పది రోజుల్లోపు కూడా డబ్బులు వేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది మొత్తం మీద కూడా తెలంగాణ ప్రజలు రైతులు పూర్తిగా సంబరపడుతున్న పరిస్థితి నెలకొంది